హాయ్ గైస్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం ట్వెల్వ్ ఫోర్ అవుతుంది విజయవాడ ట్రిప్ మనది హెచ్వైడి సాయి నేను పోతున్నాం ఇవాళ మా ట్రిప్ బండి ఒక్క నిమిషం ఇది మా ట్రిప్ బండి సరే ఇప్పుడు కనిపించిందో లేదో కానీ ముంగట పోయినాక ముంగట చూపిస్తాం గైస్ మన ఫస్ట్ ఫియల్ స్టాప్ ఇది said she never know. Say we have the power, but there's things we touch the road. Tell them say we ready, clip them and the cut she load. She don't know say we know. Uh, guys start అయినా మీడికేనే పిర్జాది కూడా కమాన్ ఇది దీని లోపలికనే మొత్తం బ్యాక్ సైడ్కి అవుటర్ అవుటర్ రింగ్ రోడ్ తీసుకొని డైరెక్ట్ విజయవాడ హైవే ఎక్కుతాము ఇప్పుడే స్టార్ట్ అయినాం ఇది గోప్రో ఇందాక తీసింది OnePlus FIFA, bitch you never know Bitch you never know Nah, Nagel tip no talk, I beg no pardon, that's for sure Bitch you never know Bitch you never know How we are like the badness, we are like the globe Bitch you never know Bitch you never know service road enter అయినాం గాయ్ ఇడికని సర్వీస్ రోడ్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది దాని తర్వాత విజయవాడ హైవే లొకేషన్ చూడండి గుట్టలకు లైట్లు పెట్టారు అవుటర్ రింగ్ రోడ్లో ఫస్ట్ టైం చూస్తున్నా నేను ఈ లైట్లు పెట్టడము ఇక ఇది కోమ ఉందిగా Financial multinational badness weapon. Thing a ramping thing, a top ranking thing. Hear that? Bet you never know. Say we have the power, but there's things we touch the road. Guys ఇప్పుడే సర్వీస్ రోడ్ ఎండ్ అయ్యి హైవే ఎక్కినాం విజయవాడ హైవే ఇక నాన్ స్టాప్ రైడ్ మధ్యలో ఏమన్నా ఆగుతాం ఒకవేళ నిద్ర వస్తే ఒక టూ అవర్స్ ఏమన్నా ఆగి వాడుకుంటాం anything we ready for. Bet you never know. Bet you never know. Nah, go take no talk, I beg no pardon, that's for sure. Bet you never know. Bet you never know. How we are like the badness. Guys ఇది మా first toll gate Bet you never know. Bet you never know. Guys ఇప్పుడే ఆగినాం సాయిగాడు ఛాయ్ తాగుతాడంట నేను ఏం తినలే సాయిగాడు తిన్నాడు నేను పరోటా పరోటా ఆర్డర్ పెట్టిన పరోటా వచ్చింది ఇప్పుడే అటు ఛాయ్ తాగుతుండు సాయిగాడు పరోటా చూడాలి టేస్ట్ ఎట్లుంటుంది ఇంకా తినలే ఇప్పుడే తినేసినాం పరోటా బాగుంది కానీ కొంచెం కర్రీలోనే ఉప్పు ఎక్కువైంది స్టార్ట్ అవుతున్నాం వీటికి ఇంకా మళ్ళీ guys is my second toll gate Bet you never know. Say we have the power, but there's things we touch the road. Tell them say we ready, clip them the cut she load. Should I know say we regular. Anything we ready for. Bet you never know. Bet you never know. go take no talk, I beg no pardon, that's for sure. చెక్కింగ్ అవుతుంది గాయస్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బార్డర్ కాడ ఏం చెక్కింగ్ అవుతుందో ఏమో అన్ని బండ్లను చెక్ చేసుకోలేరు ఇంత లారీలోనే పట్టుకోరు హెవీ వెహికల్స్ అనుకుంటా మేము చెక్కింగ్ అవుతుంది అనుకున్నాం అక్కడ కానీ చెక్కింగ్ ఏం అవ్వలేదు మా బండ్లను ఏం చెక్ చేయలేరు ఓన్లీ హెవీ వెహికల్స్ చెక్ చేసినట్టు లాస్ట్ టైం మేము పాండిచ్చేరికి పోయినప్పుడు ఆంధ్ర ఎంటర్ కాగానే అక్కడ చెక్కింగ్ అయిన ఉండే ఐ మీన్ మందేమన్నా స్మగ్లింగ్ చేస్తారా అక్కడ రేట్ ఎక్కువ కదా ఆంధ్రాలో ఎక్కువ కదా ఏ మందైనా సో ఇక్కడ నుంచి ఏమైనా మందు తీసుకెళ్తారా అని చెక్కింగ్ అవుతుండే అనుకున్నాం కానీ మాకేం చెక్ చేయలేదు మొత్తం లాస్ట్ వరకు కూడా ఎక్కడ ఎక్కడ ఆపి చెక్ చేయలేదు ఇది third toll gate guys fourth toll gate కానీ ఆగుదాం అనుకుంటున్నాం ఎటాగలో ఆలోచిస్తున్నాం అటు సైడ్ ఆగల ఇటు సైడ్ ఆగల చెక్ చేస్తాం ముందు చెక్ చేసి ఏంటన్నా మంచాలు ఉంటే ఆడ ఆగుతాం జర వండుకొనికే కూడా ఉంటే జర బ్యాగులు పడేసి ఆడ వండుకుంటాం జర కొంచెం సేపు ఒక రెండు గంటలు వండుకున్నా కానీ మస్తు అయిపోతుంది నిద్ర ఏ రూమ్లో చూస్తే ఏడ దొరికేటట్లు లేవు ఇక్కడ చూస్తాం ముంగట మీద ఇల్లు ఒక కథ వేరే ఉందిగా ये क्या है ये हमारा पौड़ी हो रही है पॉट पॉट पॉट पॉट पौड़ी हो रही है గుట్ట మీదకి ఎక్కుతట్టున్నాం విజయవాడ అరే ఇది నేనెప్పుడు చూడలా ఇది ఎక్కడ అవసరం మామ అరే ఈడేంద్రా పీడిఆర్ అంట పబ్జీ రే ఒరే అమ్మ జీవితం పీడిఆర్ పీడిఆర్ అంటే ఏంద్రా ఊపిరి అస్సలు జస్టిస్ చేయదురా ఆ ఇల్లుకి అయితే అస్సలే చేయదురా వైసిటీలో జీటీఏ ఫైవ్లో ఇల్లు చూసినట్టే ఉంది నాకైతే గుట్ట మీద కాకపోతే గుట్ట మీద గుట్టలా Tell them say we ready, clip them on the cut she load. She don't know say we no regular, anything we ready for. Bet you never know, bet you never know. Nah, good tip, no talk, I beg no pardon, that's for sure Bet you never know, bet you never know How we are like the badness, we are like the globe Bet you never know Bet you never know We are like the badness, we are like the globe అసలు మేము విజయవాడకి రావడానికి కారణం మా ఫ్రెండ్ పెళ్ళి ఉండే ఒక ఆమెది సో ఆ పెళ్ళి చూసుకొని అక్కడ నుంచి బాపట్ల ట్రిప్ వేసుకుందాం అనుకున్నాం ఫస్ట్ పెళ్ళికి వాళ్ళ ఇంటికి వెళ్ళాం పెళ్ళి కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడనే స్నానం చేసుకొని అక్కడనే ఫ్రెష్ అయిపోయి పెళ్ళికి వెళ్ళినాం పెళ్ళి నెక్స్ట్ ప్లే పెళ్ళి వీడియోస్ పెడతా చూడండి గాయస్ ఇప్పుడే స్నానం చేసుకొని చర్చికి వచ్చినాము చర్చ్ ఉంది చూడు బ్రో రోడ్ మెయిన్ రోడ్ మీదకి మస్తు లోపడికి ఉంది మెయిన్ రోడ్ అక్కడెక్కడనో ఉంది ఎన్నో ఉంది ఆ బిల్డింగ్ కనిపిస్తుంది ఆ బిల్డింగ్ దాటినాక ఉంది చర్చ్ ఆడుతుంది ఇది మొత్తం చర్చ్ గ్రౌండే చూపిస్తా ఒక్క నిమిషం అక్కడికేనే ఇది మొత్తం చర్చ్ గ్రౌండే అది చర్చ్ ఒక మా బండాడ పార్క్ చేస్తాము సాయిగాడు హెల్మెట్ పట్టుకొని వస్తాడు చర్చ్ మాత్రం ఘోరం పెద్ద ఉంది అమ్మ ఇంత పెద్ద ప్లేస్ అనుకోలే నేను చర్చ్ అది పైన అదే అనుకుంటారా ఆ తెల్లగా కనిపిస్తుంది చర్చ్ అనుకుంటారా గత మీదకి పోవాలారా రివర్స్ అండి వచ్చినందుకు పెళ్లి చూడడానికి వచ్చినాం మనము వాళ్ళని కలిసేసి పోదాము ఫోన్ చేసి బాయ్ పోతున్నా ఇంత పెట్టెక్కలేను అని చెప్పు లోపల మొత్తం ఆ మెట్లకి మీది కావాలనుకుంటా గాయస్ గుట్ట మీద ఉంది చర్చ్ చూస్తాం లోపల ఏమేమి అడ్వెంచర్ జరుగుతాయి పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు చర్చు పెద్దగానే ఉంది కన్వేశ్వరం first time first time guys Christian పెళ్ళికి వచ్చింది చర్చిలో పెళ్లి చూస్తుంది ఇక్కడ పెళ్లి చూసేసుకొని ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళి అక్కడ లగేజ్ తీసేసుకొని అక్కడ నుంచి బాపట్ల స్టార్ట్ అయిపోయినాం గాయస్ బాపట్ల వీడియోస్ పార్ట్ టూలో పెడతా చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి గాయస్